hello students welcome to Achievers Academy Achievers Academy channel త్రీ మీ అందరికీ స్వాగతం ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ అవైటెడ్ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది గ్రూప్ టూ నోటిఫికేషన్ ఏదైతే అట్ ద అర్లియెస్ట్ రిలీజ్ కాబోతుందో ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్తో గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితే టీఎస్పీఎస్సీ విడుదల చేయబోతోంది ఆ గ్రూప్ టూ నోటిఫికేషన్ రాకముందు ఒక అనాలిసిస్ అన్నది అంటే ప్రీవియస్ గ్రూప్ టూని టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒకే ఒక అనాలిసిస్ మాత్రమే మనం చేయగలుగుతాము two thousand sixteen group two ఎలా ఉండింది టూ థౌజండ్ సిక్స్టీన్ గ్రూప్ టూలో వెయిటేజ్ ఏంటి అంటే ఏ ఏరియాస్ని ఎక్కువ స్పెసిఫై చేసినారు ఎక్కడి నుండి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని అడగడం జరిగింది సో దట్ అదే ట్రెండ్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందా కంటిన్యూ అవ్వదా ఈసారి స్ట్రాటజీ ఎలా ఉండాలి ఇలాంటి అన్ని విషయాలు కూడా మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాము చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఉండబో ఉండబోతుంది కాబట్టి అందరూ కూడా లాస్ట్ వరకు తప్పకుండా వీడియోని చూడండి సో ఈ టీఎస్పిఎస్సి గ్రూప్ టూ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం మనకు గ్రూప్ టూలో నాలుగు పేపర్లు ఉంటాయమ్మా ఫస్ట్ వచ్చేసి పేపర్ వన్ దీన్ని జనరల్ స్టడీస్ అంటాము నెక్స్ట్ వచ్చేసి పేపర్ టూ దీంట్లో మనకు హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పేపర్ త్రీ దీంట్లో ఎకనామీ అండ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పేపర్ ఫోర్ ఇందులో మనకు Telangana movement and state formation ఉంటుంది ఓకే సో ఈరోజు ఫస్ట్ వీడియోలో we will be covering up general studies అంటే జనరల్ స్టడీస్ ట్రెండ్ ఎలా ఉండింది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈసారి మన స్ట్రాటజీ ఎలా ఉండాలని చెప్పి జనరల్ స్టడీస్ గురించి మాట్లాడతాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనము పాలిటీ హిస్టరీ సొసైటీ తర్వాత ఎకనామీ తర్వాత Telangana movement and state formation ఈ రకంగా ఈ సిరీస్ని మనం కంటిన్యూ చేసుకుందాం okay guys so without wasting any time let us enter uh, enter into the uh, theme of paper అంటే ఫస్ట్ పేపర్లో ఏ కాంపనెంట్స్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము ఫస్ట్ కాంపనెంట్లో మనకు మొత్తం ఫస్ట్ uh, పేపర్లో మొత్తం మనకు టెన్ ఏరియాస్ ఉంటాయమ్మా there will be a total of ten areas in the first paper okay ఇంకో పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టూ థౌజండ్ సిక్స్టీన్ గ్రూప్ టూలో okay two thousand sixteen group టూలో పేపర్ వన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇప్పుడు కూడా వన్ ఫిఫ్టీ మార్క్సే ఈ నూట యాభై మార్కుల్లో ఫార్టీ ఫైవ్ మార్క్స్ నలభై ఐదు మార్కులు alone were given from two subjects okay one is arithmetic and reasoning ఒకటైతే ఇంగ్లీష్ ఇంకొక సబ్జెక్ట్ ఈ రెండు సబ్జెక్ట్స్ నుండి ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది ఇంకొక దాదాపు ట్వంటీ ఫోర్ ఐఆర్ని కూడా కలుపుకుంటే థర్టీ త్రీ ఇంకొక థర్టీ త్రీ మార్క్స్ మనకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ నుండి అడగడం జరిగింది ఓకే అంటే ఫస్ట్ పేపర్ మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే usually dominated two thousand sixteen trend చెప్తున్నాను నేను మీకు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ స్టాటిస్టిక్స్ మీకు అర్థమవుతుంటే ట్రెండ్ అనేది అంటే కరెంట్ అఫైర్స్ డామినేటెడ్ పేపర్ ఉన్నింది అర్థమెటిక్ రీజనింగ్ డామినేటెడ్ పేపర్ ఉన్నింది కబాలి లాంటి సినిమా నుండి కూడా క్వశ్చన్లో ఆ సమయంలో అడగడం జరిగింది టాలీవుడ్ కాలీవుడ్ ఇలాంటి ప్రశ్నలు సో చూడండి ఏరియాస్ చూద్దాం first of all current affairs of regional national international importance international relations and events second area వచ్చేసి అంతర్జాతీయ సంబంధాలు థర్డ్ ఏరియా వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోర్త్ వచ్చేసి Indian geography and Telangana geography next వచ్చేసి environmental issues and disaster management next Indian history Telangana history and culture society logical reasoning and English okay they are the ten areas prescribed as a part of our syllabus మన సిలబస్లో ఇచ్చినటువంటి పది ఏరియాలు అమ్మాయి సో రెండు వేల పదహారు సంవత్సరం two thousand sixteen group two paper one trend మనం చూసినట్లయితే మొత్తం మనకు కరెంట్ అఫైర్స్ అది రీజనల్ నేషనల్ ఇంటర్నేషనల్ మూడు కూడా మనం చూసుకుంటే కరెంట్ అఫైర్స్ నుండి ఇరవై ఎనిమిది ప్రశ్నలు రావడం జరిగిందమ్మా clear totally there were twenty eight questions asked okay దాంట్లో నేషనల్ డామినేట్ అయ్యింది నేషనల్ ఎయిటీన్ తర్వాత రీజనల్ తర్వాత ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సపరేట్ చేసినాము కొంతమంది మాత్రం ఐఆర్ని కరెంట్ కిందనే మనము కనుక మర్జ్ చేసినట్లయితే డెఫినెట్లీ ఇవి ఇవి కలుపుకుంటే definitely it will become thirty three questions as such okay కానీ ఐఆర్ని మనం సపరేట్ చేసినాము ఐఆర్లో కూడా ముఖ్యంగా సెవెన్ క్వశ్చన్స్ ఇచ్చినారు దాంట్లో రీజనల్ ఆస్పెక్ట్స్ అంటే నేబరింగ్ కంట్రీస్ అమ్మా నేబరింగ్ కంట్రీస్ పైన ఎక్కువ స్ట్రెస్ చేశారు నేబరింగ్ కంట్రీస్ అంటే like India with China India with Pakistan Pakistan was most stressed area in twenty sixteen like Sri Lanka ఇటువంటి ఏరియాస్ ఆర్గనైజేషన్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయడం జరిగింది ఆర్గనైజేషన్స్ అంటే లైక్ సార్క్ uh, అని ఓకే సార్క్ అని ఎస్సీఓ అని Shanghai cooperation organization like UNO okay like G twenty like we have BRICS clear so on and so forth ఇటువంటి ఆర్గనైజేషన్స్ మీద హ్యూజ్ uh, uh, ఎఫెక్ట్ అన్నది చూపించడం జరిగింది okay so IR and current affairs ఈ రెండు కలిపి మనకు thirty three marks of weightage it consist అంటే it is very good number అని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది next geography is also very very important ఎందుకంటే గుర్తుపెట్టుకున్నామా జాగ్రఫీ అన్నది it is such a subject which is not a part of any other papers ఒక సింపుల్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి మనకు paper one paper two paper three paper four కదా ఇందులో పేపర్ వన్ వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్ టూ వచ్చేసి ఇక్కడ history polity society paper three వచ్చేసి economy Indian economy Telangana economy అవన్నీ పేపర్ ఫోర్ వచ్చేసి Telangana movement and Telangana state formation అంతే కదా ఇప్పుడు పేపర్ వన్లో మనకు జాగ్రఫీ ఉంది జాగ్రఫీ వేరే ఏ పేపర్లో కూడా లేదు కాబట్టి న్యాచురలీ వాళ్ళు ఇక్కడనే ఎక్కువ స్ట్రెస్ చేయాలి అర్థమవుతుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామీ ఇక్కడ పేపర్ వన్లో తక్కువ స్ట్రెస్ చేసినా కూడా ఇక్కడ ఎకనామీ నూట యాభై మార్కుల పేపర్ ఉన్నది కాబట్టి that will be stressed more in as a part of paper three so అందుకోసం అని చెప్పి ఇదే ట్రెండ్ చూడండి current affairs not a part of paper two paper three paper four but a part of paper one కాబట్టి హ్యూజ్ ఎంపసిస్ అన్నది దానిపైన పెట్టడం జరిగింది సిమిలర్గా geography not a part of paper two paper three paper four paper వన్లోనే ఉన్నది కాబట్టి అక్కడ దానికి వెయిటేజ్ ఎక్కువ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా వరల్డ్ జాగ్రఫీ అయితే రెండు బిట్లు ఇచ్చినారు Indian geography thirteen questions very important మా Telangana geography seven bits okay next environmental issues and disaster management దీంట్లో పర్యావరణ సమస్యలు ఇష్యూస్ అని చెప్పి రెండు క్వశ్చన్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి మూడు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం దిస్ మే గో హై ఇప్పుడు ట్రెండ్ చెప్తాం మీకు అంటే what can be the prediction for twenty twenty three will discuss science and technology was a big game changer అని అయితే మనం చెప్పుకోవచ్చు సైన్స్ అండ్ టెక్ నుండి మొత్తం మనకు పదమూడు ప్రశ్నలు రెండు వేల పదహారులో ఇచ్చినారు space and defence related areas నుండి అంటే స్పేస్ డిఫెన్స్ మిస్ మిసైల్స్ ఇటువంటి క్వశ్చన్స్ నుండి తొమ్మిది ప్రశ్నలు బయోటెక్నాలజీ నుండి నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరిగిందమ్మా next Indian history and cultural heritage దీంట్లో మనము ఏన్షియంట్ మిడివియల్ మోడర్న్ మూడు సబ్ డివిజన్స్ చూసుకుంటే ఎస్ మూడింటికి కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రయారిటీ అనేది ఇవ్వడం జరిగింది దో నెంబర్ తక్కువ అయినప్పటికీ కూడా ఎందుకంటే ఇది మళ్ళీ పేపర్ టూలో వస్తుంది అందుకోసం అందుకోసం అని చెప్పేసి ఓకే ఏన్షియంట్ రెండు క్వశ్చన్లు మిడివియల్ మూడు మోడర్న్ మూడు okay next Telangana history Telangana art culture వీటి నుండే పదిహేను ప్రశ్నలు ఇవ్వడం జరిగిందమ్మా fifteen questions were ask from this and majority of the questions were from literature and art forms okay maximum questions కళలు uh, రచనలు ఇటువంటి పుస్తకాలు uh, ప్రాచీన పుస్తకాలు ఇటువంటి వాటిపైన ఎక్కువ స్ట్రెస్ చేయడం జరిగింది సొసైటీ నుండి ఏడు ప్రశ్నలు సొసైటీ మళ్ళీ మనకు పేపర్ టూలో కూడా అంతర్భాగం it is a part of paper two also logical reasoning analytical ability ఇరవై ఐదు క్వశ్చన్లు దీంట్లో రీజనింగ్ వచ్చేసి నైన్టీన్ ఆప్టిట్యూడ్ వచ్చేసి సిక్స్ క్వశ్చన్స్ ఒకటో రెండో మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ కనిపించినాయి కాబట్టి దాన్ని కూడా ఇందులో భాగంగానే మనం రాసాం అంటే డిఐ అనేది సపరేట్ కాంపొనెంట్ అయితే ఇక్కడ మనం చెప్పలేకపోయినాను టూ థౌజండ్ సిక్స్టీన్ గ్రూప్ టూలో very few questions were ask from data interpretation okay general English వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ uh, uh, నుండి జనరల్ ఇంగ్లీష్ నుండి ట్వంటీ క్వశ్చన్స్ వేర్ ఆస్క్డ్ ఓకేమా చూడండి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫోకస్ ఏరియాస్ అనేవి కొన్ని ఉంటాయి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీలో మీరు గ్రూప్ టూ ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి కొన్ని ఫోకస్ ఏరియాస్ మనం పెట్టుకుందాం ఫోకస్ ఏరియాస్ ఏముండాలి first of all most important thing is current affairs undoubtedly regional national international మూడు కరెంట్ అఫైర్స్ని చూడాలి because it is a part of paper one only many of the aspirants చాలామంది aspirants paper two three four మూడు పర్ఫెక్ట్ ఉన్నారు కానీ జనరల్ స్టడీసే కదా ఆ తర్వాత చూసుకుందాం కదా అనుకొని వాళ్ళు అక్కడ లెస్ ప్రయారిటీ లెస్ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల చాలామంది ర్యాంక్ మిస్ అయినారు జాబ్ మిస్ అయ్యారు ఓకే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ని స్కిప్ చేద్దాం arithmetic and reasoning never skip current అఫైర్స్లో భాగంగానే you can also go across with science and technology aspects okay and basic English చాలా సింపుల్ ఇంగ్లీషే ఉంటుంది కానీ దీన్ని కూడా కొద్దిగా స్ట్రెస్ చేయండి పేపర్ వన్కి సంబంధించి తర్వాత geography is one another subject జాగ్రఫీకి లింక్ అయినటువంటి డిసిప్లిన్ ఏంటి ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దీన్ని స్ట్రెస్ చేయండి సో ఇఫ్ uh, uh, ఈ ఏరియాస్ కనుక మీరు స్ట్రెస్ చేస్తే again in two thousand twenty three also you may be at the safest zone or the safest path అంటే సి మనకి ఇక్కడ నూట యాభై మార్కులు మొత్తం ఏరియాస్ అన్ని టెన్ ఏరియాస్ అంటే ప్రతి ఏరియా నుండి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రావాలా అట్లా జరగట్లేదు not even happen in two thousand sixteen రెండు వేల పదహారులో ఇది జరగలేదు even two thousand twenty two group one ప్రిలిమ్స్లో కూడా ఈ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అన్నది జరగలేదు యూ కెన్ అబ్జర్వ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో science was dominated physics chemistry was డామి అర్థమెటిక్ వాజ్ డామినేటెడ్ ఎందుకు The only reason here is uh, uh, there are those areas which can't be asked anywhere in the mains mains examination ఎక్కడ కూడా అడగడానికి ఆస్కారం లేనటువంటి అంశాలు కాబట్టి దాన్ని ప్రిలిమినరీలో స్ట్రెస్ చేసినారు అని టీఎస్పిఎస్సి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఫాలో కాదు ఫాలో కాదు అని అంటే మనము అన్ని ఏరియాస్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి ఈ ఏరియాస్ పైన ఎక్కువ స్ట్రెస్ అన్నది మనం పెట్టుకుంటే సరిపోతుంది ఓకే సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని ఐ మీన్ పేపర్ వన్ని సింప్లిఫై చేయడానికి కొన్ని మస్ట్ హ్యా హ్యావ్ బుక్స్ అనేవి కొన్ని ఉండాలమ్మ మీ చేతిలో ఆ బుక్స్ ఏంటి అని అంటే లైక్ ఎన్విరాన్మెంట్కి like we have Shankar IAS academy book ఒకటి ఎన్విరాన్మెంట్ ఎందుకంటే లాస్ట్ టైం ఫైవ్ వచ్చినాయి ఈసారి కూడా ఫైవ్ వస్తాయి అంటే కాదు సార్ ఎందుకనంటే ఫైవ్ కన్నా పెరగచ్చు టెన్ రావచ్చు సెవెన్ రావచ్చు ఎయిట్ రావచ్చు science and technology Ravi Agrahari ఇంకా సింప్లిఫైడ్ వర్షన్స్ ఇవన్నీ కూడా నేను రికమెండ్ చేస్తున్నటువంటి బుక్స్ ఏంటంటే హై లెవెల్ బుక్స్ ఇవి okay aim far stars and land on moon అని అంటారు కదా ఇట్లాంటి పెద్ద చదివితే న్యాచురల్గా గ్రూప్ టూ లెవెల్లో అన్ని క్లియర్ అయిపోతాయి అన్నట్టు okay current affairs game changer కాబట్టి కరెంట్ అఫైర్స్ సంబంధించి అచీవర్స్ అకాడమీ వారి మంత్లీ పీడిఎఫ్స్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చును ఓకే బేసిక్ ఇంగ్లీష్కి Vijetha competition Telangana culture Telugu medium అయితే అచీవర్స్ మ్యా బుక్ ఒకటి ఉందండి మార్కెట్లో అవైలబుల్ ఉంది రెడ్డి నర్సింగ్ సార్ యొక్క పుస్తకం చాలా బాగుంది బిట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు అక్కడ నుంచి కవర్ అవుతాయి యాప్టిట్యూడ్కి RS Agarwal Telangana socio economic outlook చూసుకొని దో ఒకటో రెండో క్వశ్చన్లు వచ్చిన ట్వంటీ సిక్స్టీన్లో కానీ ఇక్కడ మనకు ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ తెలంగాణ తెలంగాణ రీజనల్ అఫేర్స్లో definitely again one or two questions may be touched Indian history and కల్చర్కి సంబంధించి కూడా రెడ్డి సింగ్ సార్ యొక్క పుస్తకం అచీవర్స్ పబ్లికేషన్స్ నుండి అందుబాటులో ఉన్నది కాబట్టి దీన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు these are must have books in your hands okay so finally ఈ గ్రూప్ టూ ప్రిపరేషన్ని ఇదే స్ట్రాటజికల్గా ఇంతే అద్భుతంగా మీరు సింప్లిఫై చేసుకోవాలని అనుకుంటే because it is all a part of general studies మీరు ఈ ప్రిపరేషన్ని ఇంకా సింప్లిఫై చేయాలనంటే achievers academy is available in two modes ఆన్లైన్లో కూడా మేము అందుబాటులో ఉన్నాము దానికి అచీవర్స్ అకాడమీ అనే యాప్ని అచీవర్స్ నెక్స్ట్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు and we're also available at offline limited students batch ఉంటుంది ఆఫ్ ఆఫ్లైన్లో ర్యాంక్ ఓరియంటేషన్ రిజల్ట్ ఓరియంటేషన్ అనేది మెయిన్ ఫోకస్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఇంటేక్ ఉండదు మినిమం ఇంటేక్ ఉంటుంది మ్యాక్సిమం రిజల్ట్స్ అనేవి ఇవ్వాలన్నటువంటి ఒకే ఒక ఆకాంక్షతో we're place at SR Nagar in Ameerpet clear మా లొకేషన్ వచ్చేసి SR Nagar in SR Nagar in Hyderabad దీనికి సంబంధించి group one and group two టీఎస్పీఎస్కి సంబంధించి classes group one already two batches complete అయినాయి గ్రూప్ టూ ఆల్రెడీ ఒక బ్యాచ్ నడుస్తూ ఉంది so most effect effective coaching అని చెప్పి అయితే దీన్ని మనం చెప్పుకోవచ్చు కీ కాంపనెంట్స్ పేపర్స్ డీల్ చేయడానికి we have the most eminent team members like paper two వచ్చేసి డీల్ చేయడానికి Rohit sir and Shankar Reddy sir ఉన్నారు పేపర్ త్రీ వచ్చేసి డీల్ చేయడానికి నేను శ్రవణ్ సామ్రాణి అండ్ సయ్యద్ సుజాతుల్లా సార్ ఉన్నారు paper four Telangana movement deal చేయడానికి most prominent faculty Raju sir మనకు ఎస్ఆర్ నగర్ లో అందుబాటులో ఉంటారు సో ఎఫెక్టివ్ టీం మనకుంది ఆ పేపర్ వన్కి వచ్చేసి అచీవర్స్ జనరల్ స్టడీస్ టీం ఉంటుంది సో వీళ్ళందరి యొక్క సర్వీసెస్ని మీరు తీసుకోవాలని అనుకుంటే definitely you can connect with us at our offline centres it is located at SR Nagar in Hyderabad మా మొబైల్ నెంబర్ వచ్చేసి double nine double six one zero seven five one seven ఈ నెంబర్ క్రింద స్క్రోల్ అవుతుంది కూడా అక్కడ కూడా మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఆఫ్లైన్ ఆన్లైన్ కావాలని అంటే same number last five one ఫైవ్కి డైల్ చేయండి thank you so much for watching this video and I wish you all the very good luck మళ్ళీ నెక్స్ట్ పేపర్ అనాలిసిస్తో ట్రెండ్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు చూస్తూనే ఉన్నది achievers academy thank you and Jai Hind